సన్నిధి శివాలయాలు ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం సుందరేశాయ నమ శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఈరోజు ఐదవ రోజు ఈరోజు ఉదయం అరుణాచలేశ్వర ఆలయంలో వినాయకుడు మూషిక వాహనాన్ని చంద్రశేఖరమూర్తి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహిస్తారు పంచభూతాలు సూర్యుడు చంద్రుడు జీవుడు వీటన్నింటినీ కలిపి అష్టమూర్తులు అంటారు అష్టమూర్తులలో సూర్యునికి గుర్తుగా సూర్యప్రభ వాహనాన్ని రోజు చంద్రశేఖరమూర్తి అధిరోహిస్తారు ఈరోజు విశేషం ఏంటంటే అరుణాచల కార్తీక దీపోత్సవం రోజున అరుణగిరి పైన వెలిగించే కాగడాను మాడవీధులలో ఊరేగిస్తారు వినాయకుడు చంద్రశేఖరమూర్తి కర్పూరహారతులను అందుకుని భక్త సందోహం మధ్య మేళ తాళాలు దేవారాలతో మాడవీధులలో భక్తులను అనుగ్రహించడానికి బయలుదేరతారు అరుణాచల క్షేత్రంలో కార్తీక దీప సమయంలో ఒక ఆచారాన్ని మనం చూస్తూ ఉంటాం అదేంటంటే తమ పిల్లలకు ఏ మొక్కు తీర్చుకోవాలన్నా తల్లిదండ్రులు చెరుకుగడలకు చీరతో ఉయ్యాలగా కట్టి మొక్కు తీర్చుకునే పిల్లలను అందులో పడుకోబెట్టి మాడవీధులలో ప్రదక్షిణ చేస్తారు అక్కడ ఉన్న భక్తులు కార్తీక దీపోత్సవానికి వచ్చే వారికి మంచినీరును మజ్జిగను ఏర్పాటు చేస్తారు ఆలయ గజరాజు ముందు వస్తూ పిల్లలను పెద్దలను భక్తులందరినీ ఆశీర్వదిస్తుంది చిన్నపిల్లలు పెద్దవారు పరమాత్మ అనుగ్రహం పొందాలని మాడవీధులలోకి వచ్చి పరమాత్మను దర్శించి అనుగ్రహం పొందుతారు భక్తుల శరణాగతితో పరమాత్మ సంతుష్టుడై వారిని అనుగ్రహిస్తారు అరుణాచల కార్తీక దీపోత్సవంలో ఐదో రోజు సాయంత్రం జరగబోయే ఉత్సవాన్ని సాయంత్రం దర్శించుకుందాం ఓం నమో భగవతే శ్రీరమణాయ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం సుందరేశాయ నమ అరుణాచల శివ అరుణాచల நிதி சிவா